ఒకటవ తిమోతి నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకుందాం యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపక నీకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము ప్రియమైన దేవుని బిడ్డలారా మనిషి యొక్క జీవితంలో అన్నిటికంటే యవన దశ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి దశ మనము ఏ ఫీల్డ్లో ఫీల్డ్లోనండి చూడండి ఉద్యోగం మొట్టమొదటి ఇవ్వాలంటే ఎయిటీన్ ఇయర్స్ అనగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి యూత్నే ఆర్మీ కానీ ఏ ప్రతి ఉద్యోగానికి కానీ సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే యవనులు చురుగ్గా ఉంటారు అలర్ట్గా ఉంటారు కనుక ప్రియమైన దేవుని బిడ్డరా యవన దశ అనేది చాలా ఇంపార్టెంట్ దశ యవన దశలో ప్రతి మనిషి ఏ నిర్ణయం చేసుకుంటాడో ఆ నిర్ణయాన్ని బట్టి తన జీవితం మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది ప్రియమైన దేవుని బిళ్ళారా దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని ఉంది అంటే దేవుని కాడి దేవుని పరిచర్య దేవుని రాజ్యం విత్తతం దేవుని పరి దేవుని యొక్క స్వార్థను అనేక మందికి తెలియజేయటం ఆ కాడిని ఎత్తుకోవాలని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ రోజుల్లో మనం చూస్తాం ఇంతకుముందు మొట్టమొదటి కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే స్త్రీ ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండేది పురుషులు ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది ఇప్పుడు స్త్రీ ప్రాధాన్యత ఎక్కువ అవుతుంది కాంపిటీషన్స్లో ఉద్యోగాల్లో ప్రతి ఒక్క వాటిల్లో స్త్రీలు పురుషులతో పోటీ పడుతున్నారు అంతేకాదు గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూసినట్టే స్త్రీలు ఎక్కువగా ప్రథమ స్థానాలు ఎక్కువ ర్యాంకులు సాధించుకున్న వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిళ్ళారా యవన వయస్సుని దేవునికి సమర్పించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఎవరైతే యవన వయసులో ఒక ఖచ్చితమైన యథార్థమైన పవిత్రమైన నీతి కలిగిన జీవితాన్ని కట్టుకుంటారో వారు ఆశీర్వదించబడతారు అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంటారు బైబిల్లో మనం చూస్తాం ఎస్తేరు తల్లిదండ్రులు లేరు ఒక పేద అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఆమెను పెంచుతాడు ఆమె దేవుని అందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఒక దేశానికే రాణి అయింది ఆమె అహశ్వే రోషు అనే ఒక రాజు యొక్క భార్య కాగలిగింది ఎందుకంటే ఆమె దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్లో సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో ఏం చెప్పబడుతుందంటే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటున్నాడు ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ ఉంటారో వారు దేవుని చేత కొనియాడబడతారు అనేక మంది చేత కొనియాడబడతారు ఈరోజు బ్లెస్సింగ్ యవన దశలోకి ప్రవేశించింది మరి ఆమె తల్లిదండ్రులైనటువంటి వారు సూర్య సంగీత దేవుని భయభక్తుల్లో వారిని పెంచుతున్నారు చిన్న వయసు నుండి జెస్సీ బ్లెస్సీ చక్కగా ప్రార్థన చేసుకుంటూ దేవుని అందు విశ్వాసం కలిగి ఉంటున్నారు వారి భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే వారి జీవితాలని దేవునికి సమర్పించారు దేవునికి సమర్పించినప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నప్పుడు ప్రియులారా బైబిల్ చెప్తుంది జ్ఞానము తెలివి వివేచన ఇస్తాడు అని దేవుడు చెప్తుంది నీ బాల్యదినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనమని దేవుడు చెప్పాడు కనుక ఇక్కడ అందుకనే ఏమంటున్నాడంటే తిమోతి అనే ఒక భక్తుడికి పౌలు అనే గొప్ప నాయకుడు లేకపోతే ఆయన ఆత్మీయ తండ్రిగా మనం చూస్తాం ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే నీ యవన యవనమును బట్టి ఎవడను నిన్ను నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము be a example of all the persons ప్రతి వారికి కూడా ఒక ఉదాహరణగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ప్రేమేం దేవుని బిడ్డారు అనేక మంది యవ్వన జీవితంలో for example Mother Teresa Yugoslavia అనే దేశం నుండి మన భారతదేశానికి వచ్చి కలకత్తాలో మరి ఆమె మురికివాడల్లో ఒక గొప్ప పరిచయం చేసింది ప్రేమేం దేవుని పిల్ల ఆమె జీవితం చూసుకున్నట్టే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి మహిళల్లో గొప్ప పరిచయం చేసిన వాళ్ళు ఆమెకు ఒకటి ప్రపంచంలో గొప్ప బహుమతి అయినటువంటి నోబెల్ శాంతి బహుమతి ఆమె పొందుకుంది ఎందుకంటే మన భారతదేశంలో సిటిజన్షిప్గా ఉండి శాంతి నుంచి ఆమె బహుమతి పొందుకుంది ప్రపంచం మొత్తంలో ప్రేమేం దేవుని బిళ్ళారా ఆమె ఏ దేశస్తురాలు ఎగోస్లవే అయినప్పటికీ భారతీయ మహిళ అని లేకపోతే భారతీయ పౌరసత్వం కలిగిన మహిళ అని ఆమెకు పేరు మన భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చింది బికాస్ ఆఫ్ ఈ లవ్స్ జీసస్ యేసు ప్రభు ఆమె ప్రేమించింది కనుక యేసు ప్రభు అరుగుజాడలో నడిచింది యేసు ప్రభు మార్గాన్ని ఎంచుకుంది తద్వారా అనేక వేల వేల మందికి ఆశీర్వంగా ఆశీర్వాదముగా ఆమె మారింది కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్న బిడ్డలు ఆ రీతిగా ఆశీర్వదించబడాలని మనం కోరుకుందాం ఇద్దరు బిడ్డలు బ్లెస్సి అండ్ జెస్సి మరి అందు నిమిత్తమే మీ ఆశీర్వాదాల కొరకు దేవుని యొక్క మహాదయ గొప్ప ఆశీర్వాదం కొరకు వారు ఇక్కడ ఉంచున్నారు ప్రేమేం దేవుని బిళ్ళారు కాబట్టి మరి అనేక మంది యవన వయసులో వారి జీవితాలని దేవునికి సమర్పించినప్పుడు దేవుడు వారిని బరపరిచాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఉన్నవారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు అంటున్నాడు సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబేరుకును అని ఉంటుంది జ్ఞానము కలిగిన స్త్రీ the wise woman to build his house and home తన యొక్క కుటుంబాన్ని చక్కగా కట్టుకోగలుగుతుంది ప్రియమైన దేవుని బిళ్ళారు కాబట్టి జ్ఞానము కలిగిన వారిగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని లేఖనం తెలియజేస్తూ ఉంది కాబట్టి నీ యవనను బట్టి యవనను నువ్వు త్రినే తృణీకరింపనీయకము అని అంటున్నాడు డెస్పైజ్ అని అంటారు ఇంగ్లీష్లో తృణీకారము అంటే ప్రేమైన దేవుని బిడ్డ తృణీకరించడం అంటే మన జీవితాలకు ఎగ్జాంపుల్గా ఉండాలే కానీ అదిగో ఆమెలాగా ఉండాలి అదిగో ఆయమ్మాయిలాగా ఉండాలి ఆమెలాగా ఉండాలని ఎగ్జాంపుల్గా ఉండాలి అంతేగాని అనేక మందికి తృణీకారంగా ఉండకూడదు అందుకనే భక్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉంటాడు ఎవనడా నీ ఎవనే నుండి దూరంగా పారిపోమంటున్నాడు యవన వయసులో వచ్చేటువంటి శరీర కోరికలు దురాశలు దురాశ ఆలోచనలు వీటన్నిటి నుంచి ఎవడైతే దూరంగా ఉంటాడో ఎవరైతే దూరంగా ఉంటారో వారు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళిపోతారు వారి మనసంతా దేవుని మీద ఉంటుంది వారి మనసంతా చదువు మీద వారి మనసంతా వారి ఫ్యూచర్ మీద వారి మనసంతా వారి యొక్క భవిష్యత్తు మీద ఉంటుంది కనుక ప్రియులారా వారు ఖచ్చితంగా అనేకమైన వాటిని సాధించగలుగుతారు కాబట్టి యవ్వన వయసు అనేది చాలా గొప్ప స్టేజ్ అంతేకాదు ద మోస్ట్ డేంజరస్ స్టేజ్ కూడా అది మనము ఏది ఎన్నుకుంటే అది జరుగుతుంది మనం చెడుని ఎన్నుకుంటే చెడు వైపుకి వెళ్ళిపోతూ ఉంటాం ప్రేమే దేవుని బిళ్ళారా నేతి నేటి దినాల్లో అనేక మంది యవనస్తుల్ని అందరూ వాడుకుంటారు ఇటు రాజకీయ నాయకులు వాడుకుంటారు అటు మరి చూసినట్టే అనేక మంది మిలిటెంట్స్ కానీ ఉగ్రవాదులు కానీ వాడుకుంటూ ఉంటారు వారిని దేశం అనేక రకాలుగా మరి వారికి ఉపయోగపడాలని కానీ అదే యవ్వన వయసులో వారి జీవితాల్ని ప్రజల కొరకు సమర్పించి దేవుని కొరకు సమర్పిస్తే ఖచ్చితంగా వారిని సమాజానికి ఒక మూలరాయిలుగా సమాజానికి ఒక మంచి కార్న్ స్టోన్స్గా వారిని దేవుడు బలపరుస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా మరి యవ్వన వయసులో యవనేచ్చుల నుండి దూరంగా పారిపోవాలి ఏమంటున్నాడు పవిత్ర హృదయం కలిగి ప్రభువునకు ప్రార్థన చేయాలి అంటున్నాడు ఏమంటున్నాడు ప్రభువునకు ప్రార్థన చేయాలి అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా బైబిల్లో మరి ఒక ప్రవక్త ఉన్నాడు పిలిప్ అని ఆయన ఆయనకు నలుగురు కుమార్తెలు నలుగురు కుమార్తెలైతే నలుగురు నలుగురు కుమార్తెలు కూడా ప్రవక్తుల్ని చేర్చారు దేవుని కొరకు వారిని పెంచాడు ఆ యొక్క తండ్రి కనుక వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు ప్రియులార కాబట్టి యవన వయసులోనే మనము పిల్లల్ని దేవుని కొరకు సమర్పించాలి యవన వయసులో ఎవరైతే వారి యొక్క మనసును స్థిరం చేసుకుంటారో వారి జీవితాలు అభివృద్ధి అవుతాయి అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ఉంటారు మనం చూస్తాం మన భారతదేశం నుండి ఒలింపిక్స్కి ఎన్నికైనటువంటి స్త్రీలు ఉన్నారు కొంతమంది మొట్టమొదట పిటి ఉష కేరళ నుంచి వచ్చింది కదా తర్వాత పివి సింధు వీరందరూ కూడా యవ్వన వయసులో నుండే వారు దేశానికి పేరు తీసుకొచ్చారు ప్రేమేం దేవుని బిళ్ళారా కాబట్టి యవ్వన వయసులో ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు సమర్పించుకుంటారో వారు ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రియులారా అందుకనే బైబిల్లో మనం చాలామందిని చూస్తాం యవన వయసులో వారి జీవితాలని సమర్పించుకుంటున్నారు దానియేలు వారి జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఒక దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు బబులోను అనే దేశ బబులోను అనే దేశానికి యోసేబు తన ఎవరి జీవితాన్ని ప్రభుకు సమర్పించినప్పుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అయ్యాడు ప్రియులారా అదేవిధంగా మరుదకాయ తన యవన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు పారసీక అనే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు మనం చూసినట్టు వీరందరూ కూడా అన్య దేశాల్లో అంటే అన్య దేశం వారి దేశం కానీ వేరే దేశంలో ఉన్నతమైన వారిగా అయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం బికాజ్ ఆఫ్ ఎందుకు the fear of the Lord దేవుని ఎందు వారి భయభక్తులు కలిగి జీవించడం ద్వారా వారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా తల్లిదండ్రులైనటువంటి మనము మన పిల్లల్ని మన యొక్క ఆ పిల్లల్ని ఏం చేయాలంటే యవ్వన వయసు నుండి వారిని దేవునికి సమర్పించాలి తద్వారా వారికి ఒక మంచి మార్గం వైపు మంచి మార్గాన్ని వారికి నిర్దేశించాలి మనం ఒక మంచి బోధకులుగా ఉండాలి పిల్లలకు చక్కని మార్గాన్ని వారిని నడిపించేవారిగా ఉండాలి వారిని పరీక్షించాలి ఏం చేస్తున్నారని మనం బయటికి వెళ్తాను వారు ఏం చేస్తున్నారు ఇంట్లో మంచిగానే ఉంటారు బయటికి వెళ్తారు ఏం చేస్తారు ప్రేమేం దేవుని బిళ్ళారా కాబట్టి అందుకనే దేవుని వాక్యం చెప్తుంది ఎవరుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా నీ లేఖనం చెప్తుంది నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనములో కాబట్టి యవ్వన వయసుని దేవునికి సమర్పించుకుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారి యొక్క యవన జీవితాలని దేవుని కొరకు సమర్పించుకోగలుగుతారు కాబట్టి ప్రియులారా అనేక మందిని మనం చూస్తాం మనకి అనేకమైనటువంటి ఈరోజు మనం ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈ లైట్లో ఉన్నామంటే థామస్ అల్వా ఎడిసినే ఆయన ఆయన అనే ఆయన ఒక యవన వయసులో తన జీవితానికి సమర్పించుకోవటం ద్వారా ఈరోజు మనం వెలుగులో ఉండగలిగాం అదేవిధంగా జేమ్స్ వాట్సన్ అనే ఆయన ఇంజిన్ కనిపెట్టాడు ఆవిరి యంత్రాన్ని పద్నాలుగవ శతాబ్దంలో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఆయన ప్రేమేం దేవుని బిళ్ళారా వీరందరూ యవనులే మనం చూస్తాం ఈరోజు మరి ఫ్లైట్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అంటే రైట్ సోదరులు అనేవారు విమానాన్ని కనిపెట్టారు వారు ఎవరంటే దేవుని విశ్వాసం కలిగిన వారు ప్రేమేం దేవుని బిడ్డారు మనం చూసుకుంటా పోతే ఎంతోమంది యవనులు వారి జీవితాలను దేవుని కొరకు సమర్పించారు ప్రపంచంలోనే అత్యధికమైన పేద వ్యక్తి అణగారిపోయినటువంటి నల్ల జాతి నుండి వచ్చినటువంటి అబ్రహాం లింకన్ దేవుని అందు విశ్వాసం కలిగి ఉంటు చేత ఆయన అమెరికాకు పదహారో ప్రెసిడెంట్ అయ్యారు నల్ల జాతీయులకి తరపున ఆయన పోరాడాడు కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా ఎవరైతే దేవునికి సమర్పించుకుంటారో వారి జీవితాలని వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు వారిని దేవుడు బలపరుస్తాడు వారి తమ్ముడు సూర్య సంగీత వారు చక్కగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు దేవుడు ఎందు విశ్వాసం కలిగిన వారు రీసెంట్గా వారు దేవుని పరిచర్య చేయాలని దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకున్నారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించాలని సమాజానికి అనేక మందికి వారు కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని మనం అందరం కోరుకుందాం నిజంగా ప్రియులారా మన జీవితాలని దేవుని కొరకు సమర్పించుకున్నప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాడు అది డెఫినెట్ మా జీవితంలో ఎన్నో చూసాం ప్రియులారా కాబట్టి మన పిల్లల్ని మన యొక్క పిల్లల్ని దేవుని కాడి మోసేవారుగా యవన వయసులోని వారిని ఒక మంచి దారికి మనము నడిపించాలి నడిపించినప్పుడే వారు ఉన్నతమైనటువంటి వారుగా వారు మారటానికి తయారవుతారు కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారు వారికి ఎప్పుడైనా సరే మనము ఒక మంచి మంచి ఐడియాస్ ఇవ్వాలి వారి ఆలోచనలన్నీ ఉన్నతమైన వాటి మీదే ఉంచేటట్లు మనం ఐడియాస్ ఇవ్వాలి కాబట్టి నేను ముగించబోతున్నాను వాక్యాన్ని చాలామంది బయట వెయిటింగ్ చేస్తూ ఉన్నారు వచ్చి బంధువులు మరి ఇక్కడ ఉన్నారు చాలామంది వెయిటింగ్ చేస్తూ ఉన్నారు టైం అవుతుందని కాబట్టి నేను వాక్యాన్ని ముగించిపోతున్నాను రెండు మూడు నిమిషాల్లో నేను వాక్యాన్ని పూర్తిగా కంప్లీట్ చేసేస్తాను ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ మరి దేవుని వాక్యము చెప్తా ఉంది నీ యవనములు ఎవడను నిన్ను తృణీకరించకుండా చూసుకోమని చెప్తూ ఉన్నాడు అనేక మంది యవనస్తులుగా ఉదాహరణగా ఉండాలని చెప్తూ ఉన్నాడు యవన జీవితంలో దేవుని కొరకు సమర్పించుకున్నప్పుడు వారిని దేవుడు ఆశీర్వదించి బలపరుస్తాడు కాబట్టి మరి ఉన్నతమైనటువంటి ఆల ఆశయాలను కలిగి ఉండాలంటున్నాడు పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనములు ఏం చెప్తున్నాడంటే మెట్టుకు సహోదరులారా యోగ్యత అయినను మెప్పైనను ఉండిని ఎడల ఏవి సత్యమైనవో ఏమేవో మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అంటున్నాడు అంటే ఉన్నతమైన వాటి మీదే మన ఆశయాలు ఉంచుకోవాలి ఉన్నతమైన వాటి మీద ఆశయాలు ఉంచుకున్నప్పుడు ఉన్నతమైనవి మనం టార్గెట్ని రీచ్ కాగలుగుతాం ప్రియులారా కాబట్టి యమన జీవితాల్ని ప్రభు కొరకు సమర్పించాలి మన యమన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించినప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో నిర్ణయించుతాడు దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్